ఇండియన్ మూవీ లవర్స్ కాదు the world most awaiting movie Avatar two Oscar award winning director James Cameron డైరెక్షన్లో అవతార్కి సీక్వెల్గా Avatar two the way of water సినిమాను భారీ బడ్జెట్తో వరల్డ్ వైడ్ భారీ లెవెల్లో రిలీజ్ అవుతుంది అందరూ ఎంతో ఆతృతగా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు విజువల్ వండర్గా మనందరినీ కట్టిపడేస్తుంది ట్రైలర్ ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందనే ఎగ్జైట్మెంట్లో అందరిలోనూ పెరిగిపోయింది ఈ నేపథ్యంలో అవతార్ టూ సినిమా ప్రీమియర్ను లండన్లో హాలీవుడ్ సెలబ్రిటీలు క్రిటిక్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు అసలు అవతార్ టూ గురించి హాలీవుడ్ సెలబ్రిటీలు critics social media Avatar two the way of water గురించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు అవతార్ కంటే అవతార్ టూ ఇంకా గొప్పగా పెద్దగా ఎమోషనల్గా బాగుంది అని ఎరిక్ డేవిస్ అన్నారు ఎమోషనల్ పాయింట్ విజువల్స్ పరంగా Avatar two epic blockbuster అవుతుంది అని జోస్ హోర్విజ్ తెలిపారు టెక్నికల్గా అవతార్ టూ ఓ మాస్టర్ పీస్ అవతార్ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తృతంగా మారిపోతుంది జేమ్స్ క్యామరూన్ టాప్ ఫామ్లో ఉన్నారు అని డ్రూ టైలర్ తెలిపారు టెక్నికల్గా ఎమోషనల్గా జేమ్స్ క్యామరూన్తో బెట్ కట్టకండి అని మైక్ రియాన్ అన్నారు మొత్తానికి అవతార్ టూ రివ్యూ పాజిటివ్గా ఉంది పార్ట్ వన్ కంటే పార్ట్ టూ నెక్స్ట్ రేంజ్లో ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందని చూడాలి అయితే మన ఉనగా టీవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం రెండు వేల తొమ్మిది అంటే సుమారు పదమూడు ఏళ్ల క్రితం అవతార్ సినిమా రిలీజ్ అయింది పండోరా అనే ఒక గ్రహవాసుల పోరాటాన్ని జేమ్స్ క్యామరూన్ ప్రపంచమంతా వావ్ అని మెచ్చుకునేలా చూపించారు అది కూడా ఒక అద్భుతమైన లవ్ స్టోరీతో దాదాపు పదమూడు ఏళ్ల తర్వాత అవతార్ సీక్వెల్పై భారీ అంచనాలు పీక్స్లో ఉన్నాయి త్రీ డీ ఫోర్ డిఎక్స్ టెక్నాలజీతో అవతార్ టూ మన ఇండియాలో రిలీజ్ కానుంది ఇప్పటికే రెండు లక్షలుగా పైగా టికెట్స్ అమ్మబడ్డాయి అయితే ఈ అవతార్ టూ వరల్డ్ వండర్స్ కా బాప్ అనిపించేలాగా మనం చూసే ప్రతి సీన్ మనం చూడాలని నేచర్కి దగ్గరగా తీసుకెళ్తుంది మనం మన ప్రపంచాన్ని మర్చిపోయి పండోరా ప్రపంచంలో మూడు గంటల వరకు మనం మైపరిచిపోయే విజువల్స్తో జాక్ ఫ్యామిలీతో మనం కూడా మెంబర్ అయిపోతున్నాం చాలామంది డౌట్ పార్ట్ వన్ కంటే బాగుంటుందో లేదో అని కానీ పార్ట్ వన్ చూశాక పార్ట్ టూ చూస్తే పార్ట్ టూ వేరే లెవెల్లో ఉంటుంది ఒకవేళ మీరు పార్ట్ వన్ చూడకపోతే మీరు పార్ట్ వన్ చూసి వెళ్ళండి ఎందుకంటే మీరు స్టోరీతో కనెక్ట్ అవ్వాలి అంటే పార్ట్ వన్ తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది పండోరాని మనం చూసినంతసేపు మన వరల్డ్కి మనం చాలా రెల్ చేసుకుంటాం అంత అద్భుతం రిలేట్ చేసుకుంటాం అంత అద్భుతంగా మనకి స్టోరీ టెల్లింగ్ ఇంకా పండోరాని తీర్చిదిద్దిన విధానం అంత వరల్డ్ క్రియేషన్ ఆఫ్ పండోరా మనకి ఇంకా మీరు నేచర్ లవర్స్ అయితే ఇంకా ఆ మూవీకి దగ్గర అవుతారు స్టోరీ విషయానికి వస్తే అవతార్ పార్ట్ వన్ క్లోజ్ అయిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది జేక్ అండ్ నేత్రి వాళ్ళ నరుగులు పిల్లల్ని పరిచయం చేస్తూ మనల్ని స్టోరీలోకి తీసుకువెళ్తుంది వాళ్ళు ప్రశాంతమైన జీవితంలోకి మళ్ళీ స్కై పీపుల్ రివెంజ్ తీసుకోవడానికి తిరిగి మళ్ళీ పండోరాకి వస్తారు స్కై పీపుల్ నుండి తప్పించుకొని వాళ్ళందరూ ఎక్కడో ఒక మెట్కియానా అనే తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ని మన వాళ్ళు ఎలా అలవాటు చేసుకుంటున్నారు స్కై పీపుల్తో ఎలా పోట్లాడటానికి సిద్ధమవుతున్నారు అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే వాళ్ళ నావీ లైఫ్ స్టైల్ని మనం ఫస్ట్ పార్ట్లో చూసాం అయితే ఇప్పుడు కంప్లీట్గా way of water tagline మనకి చెప్పినట్టే మనం వాటర్ లైఫ్ స్టైల్ని ఎలా అలవాటు చేసుకున్నారు అనేది మనం బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాము అయితే ఈ సినిమాలో జేమ్స్ క్యామరూన్ మనకి అవతార్ త్రీ ఫోర్ ఫైవ్ పార్ట్స్కి సంబంధించినవి కూడా ఏమైనా అంశాలను ప్రొజెక్ట్ చేస్తారేమో అనేది చూసుకోవాలి under water sequences screenplay Navi lifestyle Metkayina water lifestyle establishment scenes everything next level మనం లైఫ్లో ఎన్ని మూవీస్ చూడలేకపోయినా మనం ఖచ్చితంగా మిస్ అవ్వకూడని సినిమా మాత్రం అవతార్ టూ అనే చెప్పాలి అది కూడా అవతార్ పార్ట్ వన్ చూశాకనే ద అడాప్టబిలిటీ సీన్స్ సీక్వెన్సెస్ కథలోకి మనల్ని ఇన్వాల్వ్ చేసి స్టోరీ ఇంటెన్సిటీని సీన్ వైజ్ ఎక్స్ప్లోర్ చేస్తూ మనల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసే విధంగా మనల్ని ఆర్పకుండా ఖాళీ లేకుండా చేసే వింత ప్రపంచం విజువల్స్ అంతా కూడా I can say one word that is సినిమాని సింపుల్గా చెప్పాలంటే గ్రాఫిక్స్ కా బాప్ అనే చెప్పాలి ఎమోషనల్ కంటెంట్తో చాలా ఎంగేజింగ్గా మనల్ని వింత ప్రపంచంలోకి నెడుతుంది ఇదేదో హాలీవుడ్ మూవీ కదా ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ ఉంటుంది అని ఊహించుకుని మాత్రం మూవీకి వెళ్ళకండి ఇది ఒక రెగ్యులర్ స్టోరీ లైన్ విత్ వింత ప్రపంచం మనందరం రిలేట్ చేసుకునే ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ అండ్ సొసైటీకి దగ్గరగా మన నేచర్తో ఉన్న సంబంధాల్ని మనం అర్థం చేసుకునేలాగా సినిమాని మన జేమ్స్ తీర్చిదిద్దారు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక మహాద్భుతంగా ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ ఇక క్యాస్టింగ్కి వస్తే మనం గుర్తుపట్టడానికి ఎవ్రీ మినిట్ ట్రై చేయాల్సిన క్యారెక్టర్స్ మన hero Sam Worthington as Jake Sully acting part వన్లో లాగే పార్ట్ టూలో అందరికీ అనే చెప్పాలి సారీ అదిరింది అనే చెప్పాలి మన heroine Zoe Saldana as Neytiri as usual supporting cast Sigourney Weaver as Kiri special appearance మన Titanic heroine Kate Winslet as Ronal ఎవరి రోల్ వాళ్ళు జాగ్రత్తగా చేశారు every scene connectivity with background music అంతా అద్భుతం మహాద్భుతం సినిమాటోగ్రఫీ బై రజల్ కార్పెంటనర్ వేరే level writing and direction from James Cameron పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఓవరాల్గా Avatar part two fantabulous మన మాటల్లో చెప్పాలంటే గొప్పగా మన బిగ్ స్క్రీన్ కుదిరితే కాదు తప్పకుండా త్రీడీలోనే ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా Avatar part two the way of water ఇదే మన ఉగానా టీవీ రివ్యూ గాయస్ మళ్ళీ కలుద్దాం